వర్తిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై నీతిమంతులమై मऊए युद्ध ये सुर कमूलों ने జయము మనకు జయమే స్థుతి స్తోత్రములోనే జయము మనకు జయమే వర్దిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై వర్దిల్లెదము మన దేవుని మందిర పిలవబడిన వారమై నీతి మంతులమై మూవేయుదుము ఏ సురక్తములోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రము వెంటబడిన వారం ప్రతి వేలును ఆయన సన్నిధిలోని నిలచి అనుభవిందుము ప్రతి మేలును వర్తిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై దిల్లెదము మన దేవుని మందిరమందు పిలవబడిన వారమై సిలువ నామములు అచ్చున్నత ప్రేమ కలదు ఎసయ్య సిలువ బలియాగములు అచ్చున్నత ప్రేమ కలదు ఆయన సముఖములో నిలచి పొందెదము శాశ్వత కృపను ఆయన సముఖములో నిలచి పొందెదము శాశ్వత కృపను చెల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై వదిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన కార్యములు ఎంతో ఆదరణ కలదు పరిశోధాత్ముని అభిషేకములు ఎంతో ఆదరణ కలదు ఆయన స్వార్యము మన సంతోషముగా లోకము సంతోషముగా మార్చును వర్దిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై వర్దిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై స్థుతి స్తోత్రములోనే జయము మనకు జయమే యేసు రక్తములోనే జయము మనకు జయమే స్థుతి స్తోత్రములోనే జయము మనకు జయమే యేసు రక్తములోనే స్తోత్రములోనే జయము మనకు జయము